press the bell icon on the YouTube app and never miss another update. పోయా పాప ఆఫీస్కి వెళ్ళినా సరే నాది ఇప్పుడు అయిపోయింది వచ్చిన ఇప్పుడు మాట్లాడు కొంచెం సేపు మాట్లాడు ఎందుకైనా మాట్లాడు అప్పటి నుంచి తర్వాత చెప్తా అక్కడ యాక్సిడెంట్ అయిందా నాకు చాలా టెన్షన్గా ఉంది యాక్సిడెంట్ అయిందా అక్కడ యాక్సిడెంట్ అయిందా బెచ్చులోగా అర్థం కాలేదు యాక్సిడెంట్ అయిందా అని అడిగిన లేదు మరి నాకు మా ఏం చేసిందో హలో అక్కడ ఎప్పుడు నేను బయట పెట్టిపోవచ్చు అని చెప్పిన కదా అయితే ఈ రోజు అక్కడ పెట్టిన నిలబడ్డా టోల్ కలెక్ట్ చేసే టైం ఉంటుంది ఆయన పిలిచి చెప్పింది ఇక్కడ బైక్ పెట్టకండి మేడం ఇంతకు ముందే పోలీస్ వాళ్ళు తీసుకొని పోయిందంటే ఇంకా తిరిగి ఇక్కడ ఉంటుంది కదా ఇంకొక అవుటర్ రింగ్ రోడ్ ఇంకొక దారి ఉంటుంది కదా అక్కడ పెట్టాను అక్కడ పెట్టి ఇప్పుడు దిగి వచ్చాను పాప ఇక్కడికి పూర్తి పంక్చర్ అయింది నేను వదిలేస్తా ఇంకేంటి వదిలేసిన వదిలేసి ఇట్లా మళ్ళీ రేపు పొద్దున్నే వదిలేస్తా సరే ఇంకా రేపు పొద్దున్న అంటే ఇంకా ఎవరినైనా తీసుకెళ్ళి చేపించి తీసుకురావాలి ఎవరిని తీసుకెళ్ళాలి మెకానిక్ని మెకానిక్నా అవును మరి అప్పుడు కొంచెం దూరం కూడా పోదాన్ని ఇంకా పంచర్ అయితే చూడు అది వస్తుందేమో వెనకాల టైర్ నాకు తెలియదు కదా అక్కయ్య నాకు తెలియదు కదా అయితే చెప్తా నేను ఇక్కడ ఒక లారీ ఉంది అందులో జనాలు ఉన్నారు అంటే ఆయన ఒక ఆయన నేను తీపిస్తూ నేను చేపిస్తా అని తీసుకొని పోయింది స్కూర్తి తీసుకురాలేదా మళ్ళీ తీసుకొచ్చిండు అయితే క్లోజ్ ఉంది షాప్ అని తీసుకొచ్చిండు Mm. మళ్ళీ ఇంకొక షాప్ పోయి తీసుకొస్తాను భయం అవుతుంది నాకు మళ్ళీ మళ్ళీ చేసుకొస్తా అని తీసుకుపోయిండు మళ్ళీ తీసుకురాలేదా ఇంకా అంటే ఇప్పుడే పోయిండు భయం అవుతుంది పాపం నాకు ఎవరు లేరా అక్కడ ఎవరు అంటే వెహికల్స్ ఉన్నాయి అది టోల్ అది ఉంటుంది చూడు ఆడ వాళ్ళేమో నేను వెళ్తా అండి వద్దని దెయ్యాలని ఈత పడిండ్రు మేడం వద్దు మధ్యలో ఆగిపోతాడని నాకు భయం వస్తుంది పాప ఎందుకు ఏమైతుంది ఇంకుండా అక్కడే టోల్ గేట్ దగ్గర వాళ్ళేమో నేను బయటనే నిలబడిండు వాళ్ళు బయటనే నిలబడింది ఎవరు లారీస్ వాళ్ళు టోల్ గేట్ అది ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి నిలబడు అక్కడికా సరే టోల్ దగ్గర ఇస్తారు కదా టికెట్ టోల్ బూత్ ఉందా అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళి నిలబడు వీళ్ళేంటి సడన్ గా ఎవరు కనిపిస్తలేరు కనిపించింది నాకు నేను పోతున్నా పాప ఎట్లా స్టార్ట్ చేసిన కిందికి వచ్చింది మేడం మేడం టైర్ పంక్చర్ అయిందండి అంటే బస్ స్టాండ్ దగ్గర వరకు వెళ్ళరా బస్ స్టాండ్ దగ్గర షాప్ ఉంటుంది ఆడ చేపించుకున్నాను లేదు మేడం వద్దు మేడం నేను స్టాండ్ ఎవరో ఒక పిల్లగాడిని పంపించింది ఆ దయ్యం పిల్లగాడు పోయిండు ఉత్తగా వచ్చిండు సర్లేండి మళ్ళీ ఇంకా ఎక్కడో ఇంకొక షాప్ ఉందని చెప్పండి ఇంకా లేట్ ఉంది నేను వెళ్తా అంటే లేదు మేడం మధ్యలో ఆగిపోతే ఇబ్బంది అవుతుంది కష్టమవుతుంది దయ్యాలన్న ఎంటబడింది నిజంగానే మళ్ళీ మధ్యలో సడన్ గా అనుకుంటే అప్పుడు ఏం చేస్తారు నాకు ఇక్కడ చాలా భయం అవుతుంది ఆ టోల్ బూత్ దగ్గరికి వెళ్ళి నిలబడు ఆ టోల్ బూత్ దగ్గరికి ఏం నిలబడాలి అందరు నన్ను చూసి అక్కడ నిలబడితే చూస్తే ఇంకా నాకు జనాలు ఉంటారు కదా చాలా భయం అవుతుంది వాళ్ళని చూస్తుంటే టోల్ బూత్ దగ్గరికి వెళ్ళి వెళ్ళి అక్కడ నిలబడం ఏడు ఉంది మరి అంత లేట్ వెళ్ళడం అవసరమా లేదు కాదు తల్లి భయం అయితే పాప ఇంకా తీసుకురాలేదు దయ్యం ముక్కుడు తీసుకొస్తారు నాకు ఇక్కడ అసలు నిలబడాలనే లేదు వెళ్ళు తోలు గుడ్డ దగ్గరికి టౌన్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి నిలబడు నాకు నిలబడితే అందరూ చూసుకుంటూ పోతారు వచ్చేటోళ్ళు పోయి కొంచెంసేపు మాట్లాడు పాప బైక్ వచ్చే వరకు ఇంకా బైక్ వచ్చేవారు నేను కూర్చొని మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఏమనుకుంటారు ఐదు నిమిషాలు ఇట్లా చేసేది దయ్యం పిల్ల నువ్వు రోడ్ మీద ఒక్కదాన్ని ఉంటే మరి ఇంకబడి పని అయిపోయింది పాప నాకు అంత రేపు మళ్ళా రేపు ఇన్స్పెక్షన్ ఈ మీటింగ్ ఉందని చెప్పింది మాకు మళ్ళీ ప్రతి ప్రతి సండేను ఎప్పుడు మండేను టెంపుల్ కి తీసుకుపోతున్నారు అస్సలు కుదురుతనే కుదురుతలేదు పాపం వాళ్ళని చూస్తుంటే చాలా భయంగా ఉంది ఈ దయ్యం పిల్లగాడు ఇంకా రాలేదు సరే కొంచెం సేపు అయినా చేస్తాం అది లేదు పాప అదే కొంచెం రేపు అయినాక చేస్తాను ఒక ఐదు నిమిషాలు అయినాక know. Press the bell icon on the YouTube app and never miss another update.